そのシャルンお前はどこまで見えている సో హాయ్ అన్న దిస్ ఈజ్ శ్రీ మీరు చూస్తున్నారు ఎస్ఎస్వి అప్పు గేమింగ్ ఛానల్ అందరూ బాగున్నారని నేను అయితే అనుకుంటున్నాను మనమైతే రూమ్ మ్యాచ్లోకి అయితే వెళ్దాం వేరే వాళ్ళు అయితే మమ్మల్ని అయితే రచ్చగొట్టి రూమ్లోకి అయితే ఇన్వైట్ చేశారు చూద్దాం ఇప్పుడు ఏం జరిగిద్దో నేనైతే కింగ్ ఫిష్ కింగ్ ఫిషర్ అయితే తీసేశాను చూద్దాం దగ్గరలో బాబాయ్లు ఉన్నారేమో బాబాయ్ దగ్గరికి వెళ్దాం మన బాబాయ్లు అయితే ఎక్కడున్నారో అయితే చూద్దాం మనం ఇక్కడైతే ఇద్దరు బాబాయ్లు అయితే కనపడ్డారు మనకి మనం అయితే వాళ్ళకైతే ఇచ్చేద్దాం ఓ ఓపి అన్న వాడైతే మనకైతే ఇచ్చేసాడు మన వాళ్ళు అయితే ఉన్నారు బాధ అయితే లేదు మనకి అయితే చూద్దాం మనం వీడైతే ఇరవై అయితే ఇచ్చేసాడు మనోడికి ఒకడికైతే హెల్త్ అయితే లేదు ఇంకోడైతే ఇంకో నాకైతే చేసేసాడు కొడతారా కొట్టలేరా చూద్దాం మనోడైతే డేజర్ట్ ట్యాకల్తో మామూలుగా అట్లేదు అవతల ప్లేయర్ అయితే ఉన్నట్టున్నాడు మామూలుగా అట్లవాడు యూఎంపీతో మనోడైతే కష్టపడుతున్నాడు వీడికైతే పడిగిలిపోయింది హెడ్ హెడ్ షాట్ అయితే పడిగిలిపోయింది వాడికి నెక్స్ట్ ఆట మన గేమ్ ఏందో చూపిద్దాం వాళ్ళకి మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎంపీ అయితే తీసేసుకుందాం ఆట ఎలాగైనా కానీ వాళ్ళని కొట్టాలన్నా మనం బయటకి అయితే వెళ్దాం మనం అయితే పర్ఫెక్ట్ హెడ్ షాట్లు అయితే ఇచ్చేద్దాం మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం చూద్దాం వీళ్ళు ఏమన్నా వస్తారేమో వీళ్ళైతే ఇటైతే వచ్చేటట్లేరు అలాగే పోయి చూద్దాం దగ్గరికి వెళ్ళి కదిలిద్దాం వాళ్ళని ఏది వీళ్ళు కనపడలేదన్న నాకైతే వీళ్ళు మనోడికెళ్ళి అయితే ఉన్నారు బాయ్ ఫోర్ వన్ త్రీ అంతా వీడికెళ్ళి అయితే ఉన్నారు మనకెళ్ళి ఒక ఎనిమిది అయితే ఉన్నాడు వీడికైతే ఇచ్చేద్దాం మనం వీడైతే కిందకైతే దూకేసేసాడు వీడికైతే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హెడ్ షాట్ అయితే ఇచ్చేద్దాం దిగుదాం లోపలికి వీడికాడైతే లాంగ్ షార్ట్ రేంజ్ అయితే ఉందన్న వీడికైతే పగిలిపోయింది హెడ్ షాట్ ఓపీ లెవెల్ బయటకైతే వెళ్దాం మనం బయట అయితే మన ప్లేయర్స్ అయితే కష్టపడుతున్నారు ఇంకిద్దరైతే ఉన్నారు ఒకనైతే నాకైతే చేసేసాడు వాడు ఎనిమి మనోడైతే గ్లూవాలు వేసుకుని లోపల ప్యాక్ వేసుకుని వెళ్తే చేసేసుకుంటున్నాడు వీడైతే వీళ్ళైతే ఇద్దరే ఒకేసారి అయితే ఉన్నట్టుందమ్మా ఒకటి ఇచ్చేద్దామా ఒకడైతే మనమే దూసుకొని వస్తున్నాడు ఆల్రెడీ ఒకటి పడిపోయిందన్నా వీడికైతే ఇచ్చేద్దాం మనం ఓపీ లెవెల్లో పడిపోవాలి బాడీ షర్టు పగిలిపోయిందన్న వీడికి బాడీ షర్టు అయితే నాకైతే అయిపోయాడు మనమైతే నేనైతే ఫుల్ ఫిల్ అయితే చేసేద్దాం ఫస్ట్ వీడైతే వచ్చేసాడన్నా బో కొన్ని ప్లేట్ పడిపోయిందన్న నాకు హెల్త్ అయితే ఫుల్గా చేసేసుకున్నా తీసుకున్నా ఫస్ట్ వీడైతే వస్తాడు చూద్దాం మనం ఇప్పుడైతే మన గ్లూవల్ అయితే అడ్డం అయితే వేస్తున్నాడు అన్నాడు బయట పక్క చూద్దాం కనిపెట్టి కొడదామని కడుద్దాం ఫస్ట్ వీడైతే ఇట్టించి అయితే వస్తున్నాను ఇడికైతే ఓపీ లెవెల్లో పడిపోవాలి ఇడికి చూద్దాం ఇడికాడైతే చేద్దాం అయిపోయింది ఇడికాడైతే ఎంటన్ అయితే ఉంది పగిలిపోయింది ఇడికి బాడీ షర్ట్ మనల్ని కొట్టి అమౌంట్ వేస్తున్నాడు అన్నయ్యుడు మనమైతే అమౌంట్ చేసేసాం మూడు కిలోలు మనకే వచ్చినాయి గేమ్లో చూద్దాం ఎవరు గెలుస్తారు వెళ్దాం ముందుకు వెళ్దాం ఫస్ట్ బయటికి వెళ్ళి చూద్దాం మనం నేనైతే కష్టం అయితే వీళ్ళకైతే మనమైతే పర్ఫెక్ట్ హెడ్ షాట్లు అయితే ఇచ్చేద్దాం మనం మనమే ఫస్ట్లో ఉన్నాం త్రీ కిల్స్ మనయే చూద్దాం ఏడ వాళ్ళు గెలుతారో మనం గెలుతున్నాం మనం అయితే డైరెక్ట్ అయితే వెళ్దాం మనం వీళ్ళు ఏమైనా వస్తారో చూద్దాం మనం ఓపిల వల్ల పగిలిపోవాలి ఇడికి నాకైతే ఒక పక్క కూడా కాపాడలేదన్న ఇవిడు చూద్దాం పక్క ఇవిడ ఉన్నాడు అక్కడైతే ఇద్దరు కాపాడారన్న నాకు వీడికైతే హెడ్ షర్ట్ పగిలిపోయిందన్న వీడు కూడా ఇచ్చేద్దాం మనం వీడైతే ఫుల్గా గ్లూ అయితే వేసేసుకున్నాడు క్యారెక్టర్ స్కిల్స్ నో పెట్టారన్న లేకపోతే వాడి పగిలిపోయేది వీడికైతే మిస్ అయింది అన్న హెడ్ షాట్ పగిలిపోవాలి వీడికి ఓపీ వాళ్ళు ఏడన్నా వీడు వీడు పారిపోయినట్టున్నాడన్న వీడు వస్తాడు వీడు వీడికి ఇచ్చేద్దాం మనం మనకైతే మొత్తాన్ని నాలుగు కిలో అయితే కొట్టేసాం మనం మన ప్లేయర్ అయితే జోన్ చివరిలో అయితే ఉన్నాడు వీడికైతే పగిలిపోయిందన్న వీడు దాకు రిట్టించి అయితే అవుతున్న దొంగనాయాలు ర్యాంక్ మన కాడ అయితే షార్ట్ గన్ యూఎంపీ అయితే ఉంది చూద్దాం మన కొట్టి అయితే అమౌంట్ అయితే వేస్తానన్నారు మరి ఎంతవరకు ఒక్క ఆట కొట్టారు వీళ్ళు మన ఇటు రెండు ఆటలు అయిపోయినాయి మనమే గెలవాలి వీళ్ళ మ్యాక్సిమం వన్ బై సెవెన్తో కొట్టాలి వీళ్ళని అలా ముందుకెళ్ళి చూద్దాం ఐదు కిళ్ళు అయితే వచ్చినాయి మనకి ఇటు ఉన్నారో లేరో ఇల్లు ఇటు వస్తున్నారో లేకపోతే బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నారు వీళ్ళు చూద్దాం ఉన్నారో లేరు వీళ్ళైతే డైరెక్ట్గా అయితే వెళ్ళినట్టున్నారు నా ఇడికి పగిలిపోవాలి మనం ఉప్పి లెవెల్లో హెడ్ షాట్ అయితే ఇచ్చేద్దాం ఒక్కొక్కడికి మనకైతే ఇక్కడైతే ఒక బాబాయ్ అయితే కనపడ్డాను ఇడికైతే పగిలిపోయింది ఉప్పి లెవెల్లో హెడ్ షాట్ అయితే పగిలిపోయింది అన్న ఇడికి ఇడికైతే మిస్ అయిందన్న అయిపోయాడు ఒకడు అయిపోయాడు వీడి దగ్గరికి అయితే వెళ్దాం ప్లేయర్ అయితే వెళ్ళాడు కష్టపడుతున్నారు వాడికి కూడా ఇచ్చేసాడు వీడికైతే మనం ఓపీ లెవెల్లో పగిలిపోవాలి హెడ్ షాట్ ఇస్తాం మనం ఓ head shot head shot head shot head shot miss అయింది అన్నడికి ఇప్పుడు అయితే రాయండి ఇచ్చేద్దాం ఇది మనం నిన్న చుట్టూ గ్లూవాలు వేసుకున్నాడు ఇటు వస్తాడా రాడే గ్లూవాలు అయితే మనకైతే అర్థం వేసాడు నైట్ నుంచి వెళ్ళి చూద్దాం మనం వస్తాడా రాడు బయటికి ఇంటికి రానియండి ఇడికి పగిలిపోవాలి మన మన టీమేట్ అయితే అటు పక్క కష్టపడుతున్నాడు సైడ్ అయితే లేడు అనుకుంటా వీడైతే అయితే వచ్చేసాడన్నా బ్లూ వాళ్ళు వేసుకున్నాడు వీడికి ఇచ్చేద్దాం మనం మన ప్లేయర్ అయితే ఇచ్చేసాడు బ్రోజా తప్పగిలిపోయింది వాడికి హెడ్ షాట్ మొత్తానికి అయితే మనం త్రీ రౌండ్స్ అయితే కొట్టేసామన్న వాళ్ళు ఇంకా ఒకటే మ్యాక్సిమం వన్ బై సెవెన్తో కొట్టాలన్నా వాళ్ళని మూడు రౌండ్లు అయితే కొట్టేసాం మనం డేజర్ టైగర్తో అయితే ఒకటికన్నా హెడ్ షాట్ అన్న ఇచ్చేద్దాం అవతల పక్క అయితే హీరోయిక్ సెవెన్ టైమ్స్ వెళ్ళాడు అన్నవాడు ప్లేయరు మనమైతే మనకైతే ఒకటి కూడా కనపడలేదు అన్న ఇట్ అయితే వస్తారేమో చూద్దాం మనం ఇటు సైడ్ అయితే ఇటు సైడ్ అయితే ఒకడైతే ఉన్నాడు అన్న ఇడికైతే ఇటు సైడ్ సెవెంటీ ఫోర్ పడదన్న చిన్న వచ్చేసాడు అన్నాడు బొట్టుగాడు మన వాళ్ళు అయితే ఇద్దరున్నారన్న మనోడైతే ఒకడు నాకు చేశాడు నేను శివ అంట ఒకనైతే నాకు ఇచ్చేసారు ప్రస్తుతానికి వీడికైతే ఇచ్చేసాడు ఫుల్ కిల్ అయితే చేసేసాడు వీడు వీడి గేమ్ చూద్దాం అబ్బో ఈఎంపీతో e వాడైతే మామూలుగా అట్లా అన్నాడు మా వాడైతే ఏడబ్ల్యూ చేతిలో పెట్టుకున్నాడు షార్ట్ రేంజ్ తీశాడు వీడైతే హీల్ అయితే చేసేసుకుంటున్నాడు గ్లూ వాల్ వేసుకొని చూద్దాం వస్తాడు రోడు ఇటు పక్క గ్లూ వాల్ అయితే పగల పడుతున్నాడు ఏమి వాడు గ్లూ వాల్ వేసాడు మిస్ అయిందన్న వాడైతే గ్లూ వాల్ అయితే వేసాడన్నా చూద్దాం వీడు వీడికైతే టూ బ్లేడ్స్ అయితే పడిపోయినాయి అన్న డబుల్ ప్యారల్తో మనోడికి వీడైతే మళ్ళీ హీల్ అయితే చేసేసుకుంటున్నాడు చుట్టూ బ్లూ వాళ్ళు వేసుకొని ఇప్పుడు మన ప్లేయర్ అయితే చనిపోయాడన్నా ఇప్పుడైతే ఎనిమిది అయితే లోపలికైతే వచ్చేసాడు మనోడైతే ఎనిమికి అయితే ఇచ్చేసాడు ఇంకొక్కడే ఉన్నాడు వాళ్ళ దగ్గర మనవాడైతే ఈయనైతే ఫుల్ ఫిల్ అయితే చేసేస్తున్నాడు బయటకు వెళ్ళి చూస్తాడు మనవాడు ఉన్నాడో లేడు ఎనిమిది అయితే అక్కడ ఉన్నాడు హీల్ అయితే చేసుకున్నాడు ఫస్ట్ హీల్ వీడు వెస్ట్ చూడండి అన్న వెస్ట్ అయితే పగిలిపోయింది బాడీ వేస్ట్ అయితే మనమే ఉన్నాం అన్న టాప్లో సిక్స్ కిల్స్ వీడైతే ఇటు నుంచి అయితే వచ్చేసాడన్న షార్ట్ రేంజ్తో బా వీడు బ్లూ వాళ్ళ నుంచి అయితే వచ్చేసాడన్న వీడు మామూలుగా అట్లేదు వీడు ప్లేయరు వాళ్ళైతే టూ రౌండ్స్ అయితే కొట్టేశారన్న మేము వన్ బై సెవెన్ కొడదాం అనుకున్నాం కానీ వీళ్ళు టూ రౌండ్స్ అయితే కుట్టేశారన్న వీళ్ళు మనమైతే యూఎంపీతో అయితే ఏరిగిద్దాం వాళ్ళని ఇప్పుడైతే వస్తాడేమో చూద్దాం వీళ్ళకైతే పగిలిపోవాలన్న ఈసారి ఈసారి ఒక్క రౌండ్ కూడా కొట్టినాయి కూడదాన్ని మనోడికి అమౌంట్ అయితే వేస్తున్నాడన్న అమౌంట్ వేసి కొడతానని చూపిస్తున్నాము మనోడు మనోళ్ళు అయితే దూసుకొని అయితే వెళ్తున్నారు మనమైతే కొంచెం లాంగ్ రేంజ్ నుంచి కవర్ చేద్దాం మన ఫ్రంట్ సైడ్ అయితే ఎవరైతే ఎనిమిస్ అయితే రావట్లేదు వీళ్ళు ఆ డబ్బాల దగ్గర ఎనిమిది అయితే ఉన్నట్టున్నాడు వీడైతే కొడతాడు అన్న మనల్ని వీడికైతే ఇద్దాం మనం ఏడన్నా ఇడు ఎటుగా ఎటు వచ్చాడు కనపల్ల మనం హీల్ అయితే చేసుకుందాం ఫస్ట్ వీడికిట్లు అయితే వేసుకుందాం చూద్దాం వీడైతే వీడైతే ధరణ అయితే ఉన్నాడన్న వీడికి ఓపి లెవెల్లో పగిలిపోవాలి వీడికి హెడ్ షాట్ అయితే ఇచ్చేద్దాం మనం వెళ్దాం ఇచ్చేద్దాం వీడికి బ్యాక్ సైడ్ నుంచి వీడైతే పైకి అయితే ఎక్కడన్నా వీడికి ఓపి లెవెల్లో హెడ్ షాట్ అయితే పగిలిపోయిందన్నా మనమైతే ఫుల్ కిల్ అయితే చేసేద్దాం మన వాళ్ళ సైడ్ అయితే మామూలుగా అట్లేదన్న మన వాళ్ళు మనమైతే వెళ్దాం ముందు కిందకైతే వెళ్దాం హీల్ చేసుకుందాం ఫస్ట్ మనం అబ్బో ఇక్కడైతే ఎనిమిది అయితే ఒకడైతే వచ్చారు మన ఎదురికి మనం బ్యాక్ సైడ్ నుంచి కొడదాం ఇన్ని బా అయితే ఓపీ లెవెల్ హెల్త్ అంతా తీసేసాడన్న అన్న నాకైతే సెవెన్ ఉంది హెల్త్ మనం మెడికిట్ అయితే వేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాక్ వేసుకొని గ్లూవాల్ ప్యాక్ వేసుకొని కూడా పగల కొట్టినాను పగల మూడు గ్లూ అయితే ఎత్తే హీల్ చేసుకుందాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెడికెట్స్ అయితే టూ ఉన్నాయి మెడికెట్స్ అయితే అయిపోయినాయి వీడైతే బయట పక్క అయితే కష్టపడి పగల కొట్టినాడు గ్లూ చూద్దాం మనం వాళ్ళు ఇస్తారా ఈ రైడ్కి గ్లూవాల్ అయితే తీసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనోడిని ఉన్న అయితే నాకైతే చేసేసాడు వీడికైతే పగిలిపోవాలి మిస్ అన్న హెడ్ షర్ట్ హెడ్ షర్ట్ ఒకటన్నా ఇద్దాం డబ్బులు డబుల్ పెరుగుతుంది వీడు ఎంపీటీ అయితే బాధ వదిలిపెడతాడన్న మమ్మల్ని డబ్బల పేర్లతో దొంపలు ఆంగ్రేజీ పట్టలేదన్న ఇది వీడు మిస్ అయ్యాడన్న అసలు పట్టలేదన్న ఇది దగ్గరికి వెళ్దాం మనం షార్ట్ రేంజ్కి అయితే వెళ్దాం ఇడైతే చుట్టూ గ్లూవాల్ వేసుకొని అయితే ప్యాకెట్ వేసేసుకొని మెడికెట్ అయితే వేసుకున్నాడు వీడు చూద్దాం మనవాడు మెనకన్నా ఎక్కుదాం మనం మనవాడైతే వచ్చాడు వీడి మెనకన్నా ఎక్కుదాం వీడి మీదకైతే ఎక్కుదాం మన వీడైతే కూర్చుంటున్నాడు ఎక్కుదాం ఒకసారి మోసా ట్రై చేద్దాం మనమైతే పైకి అయితే ఎక్కేసాం కానీ వీడు బ్లూ అయితే తీసేసాడు వీడికైతే ఓ పిల్లల పగిలిపోవడం జూన్లో అయితే అన్న మనం దగ్గరికైతే వెళ్ళిపోదాం మనం విని వీడైతే ఓపీ లెవెల్లో మనల్ని అయితే కుట్టేశాడన్న అయితే వాడిని ఏరిగిచ్చాడు మనమైతే అవతల అయితే చూద్దాం మనం నెక్స్ట్ గేమ్లో మనం టాప్లో ఉండాలి మనం అయితే వెస్ట్ అయితే తీసేసుకుందాం లెవెల్ త్రీ వెస్ట్ మనమే టాప్లో ఉన్నాం నా సెవెన్ కిల్స్తో ఈసారి అయితే కొట్టయితే అమౌంట్ అయితే వేద్దాం మనం వెళ్దాం ముందు మనం వీళ్ళైతే క్యారెక్టర్ స్కిల్స్ అయితే తీసేసి పెట్టారు మైలు మనమైతే కూల్ బైన్ అయితే పెట్టుకుని అయితే ఆడుతున్నాం మనం వీళ్ళైతే టూ సైడ్స్ నుంచి బాగా కవర్ చేస్తున్నారు నేడు వీడికైతే ఓపిలో పగిలిపోవాలి బా మిస్ అన్నాడు అబ్బా వాళ్ళైతే యూఎంపీతో అయితే నాకైతే చేసేసాడు అన్న మన ప్లేయర్ అయితే వస్తున్నాడు మనకి రెబో వేయడానికి మన ప్లేయర్ కూడా ఇచ్చేసాడు అన్నవాడు చూద్దాం వీడు ఏం చేస్తాడు ఇప్పుడైతే అమౌంట్ అయితే వేస్తున్నాడు అన్న నా దాంట్లో కష్టం ప్యాక్ డౌన్లోడ్ చేయలేదు వాళ్ళ అమౌంట్ అయితే వేసేసాడు వీడు నెక్స్ట్ అటు ఇటు చూపిద్దాం మన చుక్కలు మన ప్లేయర్ అయితే ఓపీ లెవెల్ అయితే ఆడుతున్నాడు మెడికెట్ అయితే కీల్ అయితే చేసేసుకుంటున్నాడు మనోడు ఎనిమి మొత్తం అవుట్ సైడ్ అయితే ఉన్నట్టున్నాడు వీడు వీడికైతే ఓపీ లెవెల్ పగిలిపోవాలన్న మనోడికి ఇచ్చేసాడు వాడు మనవాడు ఎట్లయినా కానీ ఈఎంపీతో e ఇచ్చేస్తాడు మనోడు మిస్ అయిందన్న కీల్ అయితే చేసేసుకుంటున్నాడు మనోడు వాడైతే మరి ఓవర్ చేస్తున్నాడు అన్న గేమ్లో వాళ్ళు టూ రౌండ్సే కొట్టింది మనం ఇంకా ఫోర్ రౌండ్స్ అయితే అయినాయి చూద్దాం వాడు కొడతాడు మనోడు కొడతాడు వాడైతే దగ్గరికి అయితే వస్తున్నాడమ్మా అయితే మనోడైతే యూఎంపీతో e అయితే ఇచ్చేయాలి బా వాడు మామూలుగా లేదన్న మనోడికి ఒప్పి లెవెల్ అయితే ఇచ్చేసాడు వాడు మనోడు హీల్ అయితే చేసుకుంటున్నాడన్న వచ్చాడమ్మా వీడు హెడ్ షర్ట్ లేకుండా ట్రై చేస్తున్నాడు ఇది చూద్దాం మనోడు కొడతాడు వాడు కొడతాడు వాడైతే మామూలుగా చేయట్లేదు అన్న డ్యామేజ్ మామిడు చేయట్లేదు అన్న హెల్త్ అయితే ఓపీ లెవెల్లో చేస్తున్నాడు ఇటు బ్యాక్ సైడ్ నుంచి అయితే వస్తున్నాడు మనోడైతే అయిపోయాడన్న వాడి చేతిలో త్రీ రౌండ్స్ అయితే కొట్టేశారు మొత్తానికి లాల్ అమౌంట్ అయితే వేస్తున్నాడన్న వాడు దాంట్లో కష్టం పెద్ద డౌన్లోడ్ చేయలేదు కనపట్లేదు బొట్టుగాడు ఈసారి అయితే ఓపీ లెవెల్లో వాడికైతే హెడ్ షాట్ అయితే ఇచ్చేద్దాం మనం ఈఎంపీ టూ ఇంకా మనగా టాప్లో ఉన్నామన్నా చూద్దాం ఈసారి వాడికి నేను నేను ఇస్తాను నాకు వాడిస్తాడు నేనైతే ఈసారి కొట్టి పక్కా అమౌంట్ అయితే వేద్దాం అయితే డైరెక్ట్గా అయితే వెళ్దాం లాంగ్ రేంజ్ కవర్ ఇద్దాం మనం వీళ్ళైతే ముగ్గురు ఒకే సైడ్ నుంచి అయితే వస్తున్నట్టున్నారు చూద్దాం ఇటు పక్క కూడా వస్తుంది ఇటు పక్క కూడా లేడమ్మా మనం అయితే అవతల పక్క అయితే కవర్ అయితే చేసేద్దాం వీళ్ళు ఇక్కడ ఎక్కడ ఎవరు లేరన్నా అవతల పక్క ఉన్నట్టున్నారు మొత్తం ఉత్తర పక్క అయితే వెళ్దాం మనం ఉత్తర పక్క ఎనిమిస్ అయితే బాగా వారైతే జరుగుతుందన్నా ఇటు పక్క ఒకడైతే వెళ్తున్నాడు వీడికైతే మనం ఓపీ లెవెల్లో అయితే ఇచ్చేద్దాం మన షార్ట్ రెంత్ షార్ట్ రేంజ్కి వెళ్ళైతే కొట్టేద్దాం నేను వీడైతే ఇక్కడ నిలబడున్నాడు ఇడికైతే ఓపి లెవెల్లో పడిపోయింది బాడీ షార్ట్ మన వాళ్ళు అయితే ఆల్రెడీ ఒక నాకైతే చేసేసారు ఇండియన్ శివ అంట వెళ్దాం మనం వీడికైతే మనం ఓపెన్ ఛాలెంజ్ అయితే ఇద్దామన్నా వీడికైతే ఒక బ్లేడ్ కూడా కనెక్ట్ కాలేదన్నా ఇప్పుడు భయపడ్డాడు ఇద్దరు ఒకసారి ఉంటాం చూసి ఇప్పుడైతే బయటకి అయితే వెళ్ళాడమ్మా బయటకి అయితే వెళ్ళాడు మనం కూడా వెళ్దాం బయటికి బయటికి వెళ్ళి ఓపెన్ ఛాలెంజ్ అయితే అన్నా మనం ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ అయితే ఇచ్చామన్నా మనం ఇప్పుడైతే డ్యామేజ్ అయితే మామూలు చేయట్లేదన్న వీడి దగ్గర ఎంటర్ ఉన్నట్టుంది ఇప్పుడు పడదాం పడదాన్న హెడ్ షాట్ అయితే మనమైతే షార్ట్ రేంజ్కి వెళ్ళి అయితే కొడదాం హీల్ అయితే చేసుకుందాం మనం అయితే అయితే లేదు పర్ఫెక్ట్గా ఇచ్చేద్దాం అడిగి మనవాడైతే గ్లూ వాళ్ళ దగ్గర ఇరకపోయినట్టున్నాడు అన్న మనం వెళ్దాం నాకైతే చేసేసాడు అన్న వీడు వీడికి ఓపి లెవెల్లో ఇవ్వాలి మనం మనం అయితే వెళ్దాం లోపలికి రావాలి గైడ్ కూడా లోపలికి వెళ్దాం మనం ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం వీడికి మనం కొడతాడో కొట్టడో చూద్దాం వీడికి ఓపి లెవెల్లో పగిలిపోవాలన్న బాడీ షర్ట్ వీడైతే వచ్చేస్తాడన్న మిస్ అయ్యాడన్న వీడు అయితే పగిలిపోయిందన్న వెస్ట్ అయితే పగిలిపోయిందన్న వాడికి చూద్దా ఎవరు పర్లేదన్న అమౌంట్ వేస్తుంటే ఫస్ట్ అయితే రిపేర్ అయితే చేసుకుందాం మనం ఫస్ట్ రిపేర్ అయితే చేసుకుందాం ఫస్ట్ నైన్ కిల్స్ అయితే కొట్టేసామన్నా మనం మొత్తానికి అయితే మనమే టాప్ లెవెల్లో ఉన్నాం అయితే అవుట్ సైడ్కి అయితే వెళ్దాం అన్నా మనం మనమైతే బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చి కొడదాం అయితే వెనక నుంచి వచ్చి అయితే బాగా ఆడుతున్నారు వీళ్ళు వీళ్ళకైతే ఓపిల వల్ల పగిలిపోవాలి వీళ్ళందరూ ఇటు సైడ్ నుంచి వస్తున్నారన్న వెళ్దాం మనం కూడా హెడ్ షాట్లు ఇద్దాం మన ఈఎంపి ప్లేయర్ ఇక్కడైతే వాడైతే కనపడ్డాడన్న మనకి అయితే డబుల్ పేర్లు తెచ్చి కొట్టేశాం మనం వీడైతే నాకైతే అయిపోయాడు మొత్తానికి నేనైతే ఫుల్ కిల్ అయితే చేద్దాం మనం ఫస్ట్ ఇప్పుడైతే గ్లూ అయితే భద్ర కొడుతున్నాడు అన్న ఇదైతే లోపలికైతే వచ్చేసాడన్న మనకైతే ఇచ్చేసాడు అన్న మన ప్లేయర్ అయితే బయట ఉన్నాడు ఇప్పుడైతే కూర్చున్నాడన్న మన ప్లేయర్ అయితే బయట ఉన్నాడు మనోడైతే గ్లూ అయితే ఇరుక్కుపోయినట్టున్నాడు వేరే అతను అయితే వచ్చాడు మన ప్లేయర్ ఎలా ఆడతాడు చూద్దాం మనోడైతే వాడైతే లాంగ్ రేంజ్ అయితే చేస్తున్నాడు మనోడు ఒప్పి లెవెల్ అయితే కొడుతున్నాడు హెడ్ షర్ట్ లేదు ఉన్నాడు హెడ్ షర్ట్ పట్టలేదు ఇతను ఏం చేస్తున్నాడు చూద్దాం మనైతే రెండు షార్ట్ రేంజ్లో పట్టుకున్నాడు డీజర్ తీగలు పట్టుకున్నాడు చూద్దాం వాడు కొడతాడు మన వాళ్ళు కొడతారు మనోడైతే బాగా కష్టపడుతున్నారు హెడ్ షర్ట్లకి మనోడైతే ఇచ్చేసాడు హెడ్ షర్ట్ డీజర్ టైగల్తో బాయ్ ఫోర్ వన్ త్రీ అంట సిక్స్ రౌండ్స్ అయితే కొట్టేసామన్నా మనం వాళ్ళు ఇంకా త్రీ అయితే కొట్టారు అయితే ఈసారి ఎంపీ ఫార్టీ అయితే తెద్దాం ఉప్పి లెవెల్లో ఇచ్చేద్దాం ఈసారి వాళ్ళకి చూద్దాం ముందుకి ముందుకెళ్దాం మనం ఫస్ట్ అయితే డైరెక్ట్గా అయితే వెళ్దాం ఈసారి ఒక్క రౌండ్ కూడా కొట్టలేకూడదన్న వాళ్ళని ఒక్క రౌండ్ కూడా కొట్టలేకూడదన్న మన వాళ్ళైతే బోగా అయితే వీడైతే వచ్చేస్తున్నాడు వీడికైతే మిస్ అయిందన్న హెడ్ షాట్ వీడికి మళ్ళీ ఇచ్చేద్దాం బ్రోజాతో ఎంపీ ఫార్టీ హీల్ అయితే చేసుకున్నాం మనం బయటకు అయితే వెళ్దాం మనం హెల్త్ అయితే తీసేసాడు వీడు ఫుల్గా డ్యామేజ్ చేశాడు వెడికిట్టేసుకుందాం అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళైతే లోపల బాగా కష్టపడుతున్నారన్న మనవాడైతే మన దగ్గరికి అయితే వచ్చేసాడు అన్నాడు ఇప్పుడైతే ఎంపీ ఫార్టీ చూద్దాం అయితే మనకైతే ఎంఎన్ డబ్ల్యూ సెవెంటీ ఇచ్చేసాడు అన్నాడు మన లోపల అయితే ఒక నాకైతే చేసేసారు మొత్తానికి ఇంకోడైతే ఉన్నాడు అయితే కష్టపడుతున్నాడు అవుతుంది పొట్ట పొట్టిగా వారైతే చేస్తున్నారు మన వాళ్ళు చూద్దాం వాడు కొడతాడు మనోడు కొడతారు మనోడైతే కవర్ అయితే వేసేసాడు వీడికైతే మనోడు ఓపి లెవెల్ అయితే ఇచ్చేసాడు అన్న వీడికి ఒక్కడే ఉన్నాడు వాళ్ళు మా వాళ్ళు అయితే ఇద్దరున్నారు మ్యాక్సిమం మేమే ఓకే కుర్రోళ్ళు ఇదే వాటి మన వీడియో ఈ వీడియో మీ అందరికైతే బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకే అంతవరకు టాటా బాయ్ సీ మీ గుండెలా నా గుండెక్కాయ్